వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఇది నా నా ఛానల్ ఇది నా ఫస్ట్ వ్లాగ్ నేను ఇప్పటి నుంచో వీడియోలు పెట్టా కానీ దానిలో ఎప్పుడు రాలేదు ఆ వీడియోస్లో కానీ ఫస్ట్ టైం నేను మీ ముందరకు వస్తున్నాను నా ఛానల్ నా వీడియోస్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రైన్ నేను బెంగళూరులో నా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాను ఏం చేస్తున్నాను అనేది తర్వాత వచ్చే వీడియోలో చెప్తాను మొత్తానికి అయితే నేను వీడియోస్ తీయడం మొదలుపెట్టాను స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను ఈ నా వీడియోలో తప్పకుండా మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి నచ్చితే నచ్చకపోతే డిస్లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్లో చెప్పండి నేను దాన్ని బట్టి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నేను చేస్తాను